ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు కొత్త చిక్కు వచ్చిపడింది నిర్దేశిత లక్ష్యం మేరకు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఏడాది గోదావరి వరదను ఎదుర్కోవడం ఎలాగనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు కాపర్ డ్యాం రక్షణ నిర్వాసితుల తరలింపుపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే పూర్తయిన స్పిల్వే మీదుగా నీరు మళ్లింపునకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు వర్షాకాలం సమీపిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు కొత్త సవాళ్లను ఎదుర్కొనుంది జులై ఆగస్టు నెలల్లో వచ్చే గరిష్ట వరద నుంచి ఇప్పటికే సగం పూర్తయిన కాఫర్ డ్యాంను రక్షించుకోవడంతో పాటు నిర్వాసిత గ్రామాల్లోని ప్రజల తరలింపుపై అధికారులకు ఏమీ పాలుపోవడం లేదు గోదావరికి అడ్డంగా ఇప్పటికే సగం వరకు నిర్మించిన కాఫర్ డ్యాం వల్ల పెద్ద ఎత్తున నీరు నిలిచిపోనుంది ఈ నీటిని ఎలా మళ్లించాలన్న దానిపై మల్ల గుల్లాలు పడుతున్నారు అయితే ఇంకా కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టకుండా మిగిలి ఉన్న ఐదు వందల అరవై మీటర్ల ప్రాంతం ప్రాంతంతో పాటు వెయ్యి మీటర్లకు పైగా నిర్మించిన స్పిల్వే మీదుగా వరద నీరు దానంతటా అదే వెళ్లిపోయే అవకాశముందని పోలవరం చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు కాఫర్ డ్యాం రక్షణకు ఇండో కెనడియన్ సంస్థ సహకారం తీసుకోనున్నట్లు వివరించారు అయితే కాఫర్ డ్యాం వద్దకే వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశముంది అక్కడ పదిహేను నుంచి ఇరవై లక్షల క్యూసెక్యుల వరద నీరు చేరిన తర్వాతే స్పిల్వే మీదుగా ప్రవాహాలు పెరగనున్నాయి కాఫర్ జామ్ ను దాదాపు పద్నాలుగు వందల మీటర్ల పొడవున ముప్పై ఐదు మీటర్ల ఎత్తు వరకు గోదావరి మధ్యలో నిర్మించారు దీనివల్ల వరద సమయంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడమే కాకుండా నిర్వాసిత గ్రామాలు మునిగిపోనున్నాయి ఎంత మేర వరద వస్తే ఎన్ని గ్రామాలు మునిగిపోతాయి ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్న దానిపైనే అధికారులు కసరత్తు చేస్తున్నారు ఉగ్ర గోదావరి ధాటికి కాఫర్ జామ్ కొట్టుకుపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది కూడా అధికారులు ఇంజనీర్లకు సవాళ్లతో కూడుకున్న అంశం అయితే స్పిల్వే మీదుగా నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల కాఫర్ డ్యాంపై పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే స్పిల్వేపై నుంచి నీటిని విడుదల చేయడం శ్రేయస్కరం కాదని నిపుణులు వాదిస్తున్నారు పైగా వరద నీరు స్పిల్వే వైపు కాకుండా కాఫర్ డ్యాం వైపే ఎక్కువగా ఉరకలు వేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు ఇరవై ఐదు మీటర్ల ఎత్తున్న స్పిల్వేపై నుంచి నీరు దిగువకు వేగంగా వచ్చిపడుతుందని ఆ ప్రవాహ శక్తిని నియంత్రించే స్థాయిలో అక్కడ పనులు పూర్తి కాలేదంటున్నారు పైగా స్పిల్వేలో దాదాపు ముప్పై మీటర్ల లోతున గ్రౌటింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది అంతర ప్రవాహాల నిరోధానికి ఇది చాలా అవసరం ఈ పనులు పూర్తి కాకుండా నీటిని స్పిల్వే మీదుగా దిగువకు విడుదల చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు అందువల్ల ప్రవాహ వేగం కాఫర్ డ్యాం వైపే ఎక్కువగా ఉంటున్నందున దాని రక్షణకే ఎక్కువ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఇంజనీర్లు నిపుణులతో కమిటీ వేసి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారిస్తే మేలని జలవనరుల శాఖలో అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటి వరకు పూర్తయిన కాఫర్ డ్యామ్ ను దృష్టిలో ఉంచుకుని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు స్థాయిలో నీరు నిల్వ ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేశారు అందువల్ల ఇరవై ఆరు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించేలా ప్రణాళికలు రూపొందించారు పునరావాస కాలనీలు పూర్తి కానందున ఆ గ్రామాల వారికి తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు